దివ్య సంజీవిని ప్రేక్షకులకు నమస్కారం ఈ ఎపిసోడ్లో నడుముకి సంబంధించింది అంటే నడునొప్పికి నొప్పికి సంబంధించిన ముద్ర నేర్చుకుందాం దాన్ని కృష్ణ ముద్ర అంటారు సంస్కృతంలో తెలుగులో వీపు ముద్ర అంటారు లేకపోతే కటి ముద్ర కూడా అనొచ్చు ఈ ముద్ర వేస్తే హాయిగా కూర్చోవలసి వస్తుంది దీంట్లో కుర్చీలో కూర్చున్నా నేల మీద కూర్చున్నా ఆసనం అంటే మఠం వేసుకొని పద్మాసనం కానీ సుఖాసనం కానీ ఎనీ ఏ విధంగా కూర్చున్నా కానీ నడుము తల తిన్నగా ఉంచాలి స్టిఫ్గా ఉంచకూడదు లాగి కొంచెం ఫ్రీగా ఉంచాలి చేతులు ఒక చెయ్యి కుడి అయినా ఎడమ అయినా వేళ్ళు ఐదు చేతికి ఐదు వేళ్ళు ఉంటాయి కదండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఎటు నుంచి అయినా తీసుకొని లెక్క పెట్టండి ఇటు నుంచి లెక్క పెట్టినా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇందులో ఒకటో వేలు మూడో వేలు ఐదో వేలు కలిపి ఉంచాలి ఈ విధంగా వస్తుంది ఇటు నుంచి ఎక్కేస్తే ఒకటిది ఇటు నుంచి చేసినా ఒకటిది ఈ రెండు కలుస్తాయి మధ్యలో మూడో వేలు వస్తుంది అంటే చూపుడు వేలు ఉంగరపు వేలు తెరిచి ఉంటాయి పురుష్ణ ముద్ర వీపు ముద్ర కటి ముద్ర అంటారు ఒకటో వేలు మూడో వేలు ఐదో వేలు ఎటువైపు నుంచి లెక్క పెసుకున్న కుడి చేయి కానీ ఎడమ చేయి కానీ ఈ విధంగా పెట్టి అరచేయి పైకున్నట్టు ఉంచాలి రెండవ చేతిని చూపుడు వేలుని బొటన వేలు గణపు దగ్గర ఉంచాలి గీత వస్తుంది దీన్ని గణపు అంటారు కదా ఇక్కడ ఉంచాలి అరచేయి పైకి ఉంటుంది ఈ విధంగా తిన్నగా కళ్ళు మూసుకొని కూర్చుంటే పద్దెనిమిది నిమిషాలు లేకపోతే పదహారు నిమిషాల లోపలే నడునొప్పికి చాలా రిలీఫ్ ఇస్తుంది ఈ చేయి చేయలేకపోయారు అనుకోండి ఈ చేతికి ఎటు నుంచి అయినా లెక్కేసుకోవాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అంటే ఒకటో వేలు మూడో వేలు ఐదో వేలు కలపాలి వీటి నుంచి చూస్తే ఒకటి మూడు ఐదు కలపాలి చూడండి ఒకటో వేలు మూడో వేలు ఐదో వేలు చూపుడు వేలు ఉంగరపు వేలు తిన్నగా ఉన్నాయి మొదట్లో రావు చేయి చేయి చేయగా చేయగా వస్తుంది ఈ విధంగా పెట్టి రెండో చేతిని చూపుడు వేలు గణపు దగ్గర టచ్ చేసి బొటన వేలు తిన్నగా ఉంచాలి మిగిలిన వేలు ఈ విధంగా ఉంటాయి సైడ్కి చూస్తే ఇలా కనబడుతుంది ముందు నుంచి చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది ఈ విధంగా పెట్టుకొని నడుము తల తిన్నగా ఉంచి కళ్ళు మూసుకొని కొద్ది సమయం కూర్చోవాలి అట్లీస్ట్ ఒక పదిహేను పద్దెనిమిది ఇరవై నిమిషాల పాటు కూర్చోడానికి ప్రాక్టీస్ చేసి చూడండి నడు నొప్పి చాలా రిలీఫ్ ఇస్తుంది అయితే ఇక్కడ ఒక చిన్న సమస్య కింద అనుకోవచ్చు లేకపోతే ఏదైనా అనుకోండి నడు నొప్పి ఇప్పుడిప్పుడు వచ్చిన వాళ్ళకి కొత్తగా అంటే వన్ మంత్ పది రోజులు పదిహేను రోజుల లోపల ఇప్పుడిప్పుడు వచ్చిన వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది అతిగా నుంచి పున్న వాళ్ళకి ఈ ముద్ర సహాయం చేయదు సహాయకారి కాదు మరొకసారి చూసుకోండి పృష్ణ ముద్ర వీపు ముద్ర కటి ముద్ర అంటారు దీనికి చాలా పేర్లు ఉన్నాయి అంటే కటి భాగం అంటే నడుం భాగం వీపు భాగం వెనక భాగం అక్కడ నొప్పి వస్తుంది ఎక్కడ నాభికి వెనక సైడ్లో కింది భాగంలో నొప్పి వస్తుంది దాన్నే మనం ఏమంటాం నడుము నొప్పి ఒకటో వేలు ఇటు నుంచి తీసుకో మూడో వేలు మధ్యలోది అంటే రెండు వదిలేసి మూడు ఐదో వేలు లేకపోతే ఇటు నుంచి తీసుకుంటే ఒకటి మూడు ఐదు ఈ మూడు వేళ్ళు కలుస్తాయి ఇలా ఉంటాయి చూపుడు వేలు ఉంగరపు వేలు తెరుచుంటాయి రెండవ చేతి వేలు బొటన వేలుకి చూపుడు వేలు మొదలు భాగాన్ని టచ్ చేసి ఉంచాలి ఇక్కడ గోల్డ్ ఉండకూడదు అరచేతులు పైకి ఉంటాయి కళ్ళు మూసుకొని ఈ విధంగా కూర్చోవాలి సాధన చేసి చూడండి మంచి ఫలితాలు కనిపిస్తాయి నడు నొప్పి ఉన్న వాళ్ళకి చాలా బాగా రిలీఫ్ ఈ నొప్పి తగ్గింది లేదు తెలియాలనుకుంటే దీన్ని చేసిన తర్వాత కొద్దిగా నడిచి చూస్తే